అభిమానం దానికి నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఆయన ఎప్పుడు మీ గుండెల్లో ఉంటారు ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటారు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అభిమానం ఆశస్సులు ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా దూరం నుంచి వచ్చారు మీరందరూ అందరూ జాగ్రత్త వెళ్ళకండి డెబ్బై ఏళ్ళుగా నాకు అన్నయ్యతో అనుబంధంతో అనేక విషయాలు ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన జీవితం ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం మాయదారి మల్లిగాడి సినిమాలో నవ్వుతూ బతకాలి రా తప్పుడు నవ్వుతూ చావాలి అలాగే ఆయన జీవితం ఎక్కడికున్నా మన మధ్యలో మన అందరి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు